వెంకటేశ్వర స్వామి ప్రకృతి ప్రియుడు కొండలు కోనలు సెలయేళ్ళు కోనేర్లు ఎక్కడ ఉంటే అక్కడ కొలువై ఉండటానికి స్వామి ఇష్టపడతాడు చుట్టూ ఉండే పచ్చదనానికి గుహల్లోని వెచ్చదనానికి ముచ్చట పడతాడు కొండలపై కొలువయ్యే ఆ దేవదేవుడు ఆర్తితో పిలిచినంతనే ఆదుకుంటాడు వేయి నామాలతో కొలవబడుతూ వేల వరాలను కురిపిస్తుంటాడు అలా ఆ స్వామి స్వయంభువుగా ఆవిర్భవించిన పరమ పవిత్రమైన క్షేత్రమే అమ్మపేట ఖమ్మం జిల్లా ముదిగొండ నుంచి వల్లభి వెళ్లే మార్గంలో అమ్మపేట గ్రామం ఉంది ఇక్కడి పంట పొలాల మధ్య ప్రత్యేకించి ఎవరో ప్రతిష్ట చేసినట్టుగా ఒక కొండ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది ఈ కొండపైనే స్వామివారు ఆవిర్భవించారు దూరం నుంచి చూస్తే మోకాళ్లపై పడుకున్న ఏనుగుల ఈ కొండ కనిపిస్తుంది తన తలపై విమాన గోపురాన్ని మోస్తున్నట్టుగా అనిపిస్తుంది వెలగొండ అంటే ప్రకాశించే కొండ ఆవిర్భవించిన కొండ అనే అర్థాలు ఉన్నాయి కొండతో సహా స్వామివారు వెలసిన కారణంగానే ఈ కొండకి వెలగొండ అనే పేరు వచ్చిందని చెబుతారు అమ్మవార్లతో పాటు వెలసిన కారణంగా ఈ గ్రామానికి అమ్మపేట అనే పేరు వచ్చిందని అంటారు పద్మావతి అలమేలుమంగా సమేతుడైన స్వామి వెలగొండ వెంకటేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు వందల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతమంతా దట్టమైన అడవిలా ఉండేదట ఒక రోజున స్వామివారు ఒక భక్తుడికి స్వప్న దర్శనమిచ్చి ఈ కొండపై తాను కొలువయ్యానని తన మూర్తిని కనుగొని కైంకర్యాలు జరిగేలా చూడమని ఆదేశిస్తూ తన జాడను తెలియజేశాడట ఆ భక్తుడి వెంట నడిచిన గ్రామస్తులు కొండపై పెద్ద బండరాళ్ల మధ్యలో వెలసిన అమ్మవార్లను శయనముద్రలో స్వామివారిని చూశారు గోవిందా అంటూ సాగిలపడి సాష్టాంగ నమస్కారాలు చేశారు వైకుంఠం నుంచి తమ కోసం దిగవచ్చిన స్వామికి వెన్నముద్దలు నైవేద్యంగా సమర్పించారు ఆ రోజు నుంచే నిత్య ధూపదీప నైవేద్యాలు మొదలయ్యాయి అలసి సొలసిన స్వామి శయనముద్రలో సేదదీరుతున్నట్టుగా కనిపిస్తాడు కొండనే పట్టుపాన్పుగా బండరాయినే తలగడగా చేసుకున్న స్వామిని చూస్తే భక్తుల బాధలు తీర్చడం కోసం వైభవాలన్నీ వదిలేసుకుని వచ్చినట్టుగా అనిపించక మానదు అరణ్యవాస సమయంలో సీతారాములు ఈ మార్గం మీదుగా భద్రగిరికి వెళుతూ ఈ కొండపై కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారనే చిన్నపాటి కథనం స్థానికంగా వినిపిస్తూ ఉంటుంది అలా సీతారాముల పాదస్పర్శతో ఈ క్షేత్రం ఎంతో పునీతమైంది మరెంతో మహిమాన్వితమైంది కొండకి సమీపంలో ఎత్తైన ప్రదేశంలో పొడవైన ఓ బండరాయి ప్రత్యేకతను సంతరించుకొని కనిపిస్తుంది దీనిని శిలా విమానంగా ఇక్కడి వారు భావిస్తుంటారు అమ్మవార్లతో కలిసి స్వామివారు ఈ శిలా విమానంపైనే విహరిస్తారని విశ్వసిస్తుంటారు కాలక్రమంలో పై వరకు మెట్ల నిర్మాణం కొండపై విమాన గోపుర నిర్మాణం జరిగాయి మెట్టు మెట్టుకు గోవిందా అంటూ భక్తులు కొండపైకి చేరుకుంటూ ఉంటారు కొండ కిందనే గల బావి నీటిని కోనేటి తీర్థంగా భావిస్తుంటారు మండు వేసవిలో సైతం ఈ బావి నీరు తగ్గకపోవటం విశేషం ప్రతి ఏటా చైత్రశుద్ధ పౌర్ణమి రోజున స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నేత్రోత్సవంగా జరుగుతుంది సువిశాలమైన ప్రదేశంలో ప్రత్యేకంగా నిర్మించిన మంటపంలో జరిగే కళ్యాణోత్సవాన్ని తరగించడానికి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు కానుకలు మొక్కుబడులు చెల్లించుకొని తరిస్తారు ఐదు రోజుల పాటు జరిగే ఈ కళ్యాణోత్సవంలో భాగంగా స్వామివారు వివిధ వాహనాలపై కొండ చుట్టూ ప్రదక్షిణ మార్గంలో ఊరేగుతారు వెలగొండ వెంకన్నకి జయము జయము అంటూ భక్తులు వెంట నడుస్తుండగా స్వామివారు ముందుకు సాగుతారు ఆ దృశ్యాన్ని చూడటానికి ఎన్నో కనులు కావాలి ఆ అనుభూతిని దాచుకోవడానికి మరెన్నో మనసులు కావాలి వెలగొండ వెంకటేశ్వరుడి దర్శనంతో వేల జన్మాల పాపాలు నశిస్తాయి ధర్మబద్ధమైన కోరికలు నెరవేరతాయి సకల శుభాలు చేకూరుతాయనేది భక్తుల విశ్వాసం ఇక ఈ ఊరి నడిబొడ్డున ఉన్న వేణుగోపాలస్వామి మంత్రం వేసినట్టుగా మనసును దోచేస్తాడు కొండంత కష్టాలను కొవ్వొత్తిలా కరిగించేస్తాడు ఇక్కడి హనుమంతుడే తమ గ్రామానికి రక్షకుడని స్థానికులు భావిస్తుంటారు అనునిత్యం ఆ స్వామిని దర్శిస్తూ సేవిస్తూ ధన్యులవుతుంటారు మరో క్షేత్రానికి సంబంధించిన సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం ఈ విశేషాలు మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మరువకండి నమస్తే